ఎక్స్క్యూజ్ మీ ఫైల్స్ నువ్వేంటి సార్ నాకు లీవ్ కావాలి సార్ లీవా ఎందుకు ఒంట్లో బాలే సార్ ఏ ఇతను జబ్బు నీకు అంటుకుందా ఆ జబ్బా అదే మాట్లాడితే లీవ్లు అడిగే జబ్బు ఈ టైప్ కదా సార్ నాకు నిజంగానే ఒంట్లో బాగాలేదు నిజంగానే ఒంట్లో బాగపోతే నీ పని ఎవడు చేస్తాడనుకున్నావు టీలు కాఫీలు నేను మోయాలా ఒక్క రోజు అంట కదండి ఇచ్చేయండి అంటే నేను ఒక్క రోజు టీలు కాఫీలు మోసినా పర్వాలేదనా నీ ఉద్దేశం అబ్బే నా ఉద్దేశం అది కదా సార్ మరి నువ్వు మూసుకుని కూర్చో నువ్వు పో ఈ ఫైల్స్ అన్ని చెక్ చేస్తావు కదా చేస్తాను సార్ సాయంత్రం వీటికి సంబంధించిన లెటర్స్ అన్ని డిస్పాచ్ చేయించాయి అలాగే ఏంటి ఎనీ డౌట్ లేదు సార్ నా కళ నేనే నమ్మలేకపోతున్నాను ఈ రోజు మీరు చాలా హుషారుగా ఉన్నారు ఇందాక నేను వచ్చేసరికి మీరు నవ్వుతూ ఉన్నారు ఈ రోజు ఏదైనా విశేషం అండి చాలా పెద్ద విశేషం అమృతం ఇది దీంతో మన కంపెనీ జరజరా లాభాలనిచ్చి లెక్కేస్తుంది నేను సరసరా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టేస్తాను ఎప్పట్లాగే మీ భాష నాకు అర్థం కాలేదు కొంచెం క్లియర్ గా చెప్తారా <laughs> ఇది మన హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ మన కంపెనీ బెన్సన్ అండ్ డికెన్స్ వాళ్ళతో టైఅప్ అవుతుంది ఓహో Benson and Dickenson yes my goodness వాళ్ళకి సబ్బులు షాంపూలు డ్రైలు కడ్రాయిలు సూట్లు షూలు విమానాలు రైళ్లు ఇతర సామాన్లు ఇంతెందుకు గుండు సూ దగ్గర నుంచి హెలికాప్టర్ వరకు అన్ని తయారు చేస్తారు కదా ఎస్ ఎక్సెప్ట్ కుక్క బిస్కెట్లు వాళ్ళు ఇప్పుడు ఈ రంగంలో కూడా దిగబోతున్నారు ఈ రంగంలో వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి మనతో టైఅప్ పెట్టుకుంటానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుందండి అచ్చం ఇంద్రభవనంలో ఉంటుంది నీకెలా తెలుసు <laughs> ఎలా తెలుసంటే ఒకరోజు అనవసరంగా మీరు నన్ను బాగా తిట్టారండి అప్పుడు నాకు కోపం వచ్చి ఇక్కడ రిజైన్ చేసి అక్కడ జాయిన్ అవుదాని వెళ్ళానండి అప్పుడు చూశాను అక్కడ లేడీస్ స్టాఫ్ అంతా రీచా రీమా సెల్లా ఉంటారండి జెంట్స్ అంతా మహేష్ బాబు తరుల్లో ఉంటారండి అందరూ టీనేజే ఇంచుమించిన అలాగే ఇక కైకాల్ సత్యనారాయణ గారు కాంతారావు గారు అంటే మీలాగా ఒక్కరు కూడా లేరండి అదేనండి ఐ మీన్ లో ఉంటారని అర్థం అనమాట అండి ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకంటే అక్కడ అందరూ యంగ్స్టర్స్ అని చెప్తాను అనమాట అలాగా వాళ్ళ మేనేజర్స్ రేపు మన బ్రాంచ్ కి ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు మన బ్రాంచ్ నచ్చితేనే మన కంపెనీతో టైఅప్ అయిపోతారు మన కంపెనీ నచ్చుకుంటే ఎలా ఉంటుంది సార్ కానీ వాళ్ళు మరీ చిన్నవాళ్ళు ఎలా ఫీల్ అవుతారా అని నా డౌట్ పాప మీ వయసు అన్న సకానికి సగం తగ్గినా బాగుండేది మరీ బారైపోయింది టూ మచ్ గా ఇప్పుడు ఏం చేసి లాభం వాళ్ళు బాగా సార్ నేను నచ్చకపోతే అబ్బా వదులు వదులా అడ్డమైన వాళ్ళని లోపల రాణిస్తే మా బాస్ ఊరుకోడు అసలే మా బాస్ నీచి నికృష్టుడు మురళి అబ్బో నా పేరు కూడా తెలుసుకున్నావే అయినా మా బాస్ ఇంకా ఆఫీస్ రాలేదే అబ్బా మురళి నా ముఖంలో ముఖం పెట్టి చూడు ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే నేనే ఏంటి ఎవడో ఇంకా కి రాలేదా అవును సార్ ఇంకా ఎవరు రాలేదు ఆ అమృతం వచ్చిన వెంటనే నా కి తగలడమని చెప్పు అలాగే sir sir camel colour file అన్నారు అది ఎక్కడ కనిపిస్తుంది ఎవరు నువ్వు మా బాస్ చైర్లో కూర్చున్నావు అమృతరావు సార్ ఎవడో మీ చైర్లకు మా బాస్ ఎక్కడ బాస్ అమృతరావు నేనేనయ్యా మీరా ఈ వేషం ఏంటండి ఏ ఎంగా కనిపించట్లేదా ఎంగ సంగ దేవుడు ఎదుగు గజ దొంగలా మాత్రం ఉన్నారు అబ్బా బెన్సన్ అండ్ డికెన్స్ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళందరూ యంగ్స్టర్స్ అని చెప్పావు కదా అందుకని ఏ బాలేదా <laughs> ఒకసారి ఇలా రండి చెప్తాను ఒకసారి ఇలా రండి చెప్తాను స్వామినాథం గారు మీరు ఆ బుక్లో ఏళ్ళు తీసి ఒకసారి చూడండి చెప్తాను ఏమండి ఎవరి బుడబొక్కలోడు బుడబొక్కలోడు అటు పదండి రే గడ్డం నిద్రేసావా అమృతరావు రోడ్డు మీద తిరిగి అట్టమించలే ఆఫీస్కి తీసుకొస్తున్నావా బాస్ వస్తే ఉంటుంది నీ పని బయట చెప్పకరా ప్లీజే వెళ్ళు జులై తెలుసు అటు పదండి అమ్మా దీప ఎలా ఉంది ఈ పీప సాధ్య లోపల పదండి పదండి క్యాబ్ చచ్చిపెట్టున్నారు చూశారుగా బుడబొక్కలోడు జులాయి వేదవ ఇదెందుకులేండి సార్ మీరు ఎప్పట్లాగే డిగ్నిఫైడ్గా డీసెంట్గా సఫారీ డ్రెస్ వేసుకుంటేనే బెటర్ మరి వాళ్ళంతా చిన్నవాళ్ళు కదా ఈ చాదస్తం గారితో టై అప్ అవడం ఎందుకులే అని అనుకుంటే ఎందుకు అనుకుంటారులేండి ఎందుకు అనుకోరు జనరేషన్ గ్యాప్ అది ఒక పాయింటే ఆ ఐడియా ఒక పని చేద్దాం సార్ మీ బదులు వాళ్ళని నేను డీల్ చేస్తాను good very good thank you కానీ నేను మీ క్యాబిన్లో మీ చైర్లో కూర్చుంటాను అమృతరావు అయ్యో దీంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదండి నేను ఈ బ్రాంచ్ మేనేజర్ కానప్పుడు వాళ్ళు నాతో డీలింగ్స్ ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి అది నిజమే అయితే నేను ఇప్పుడు ఇంటికి పోమంటావా అమ్మో మీరు ఇంటికి వెళ్తే నేను చేస్తానండి కంపెనీకి సంబంధించి మీకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నాకేం తెలుసో చెప్పండి మరి నన్ను ఏం చేయమంటావు వాళ్ళు ఏదైనా నన్ను క్లిష్ట ప్రశ్నలు అడుగుతుంటే మీరు నాతో చెప్పి సహాయం చేస్తుండాలి క్యాబిన్ బయట ఉండి నేను నీకు ఎలా సహాయపడగలనయ్యా బయట ఉండమని ఎవరు చెప్పారండి మీరు లోపలే ఉంటారు క్యాబిన్ లోపల నేను ఎలా ఉంటాను ఉండగలదురు సార్ ఊహించండి ఎలాగో అమృతరావు అట్టే విసిగించి చెప్పు ఒరే మురళి కరెక్ట్ గా టైంకి వచ్చావరా నిన్న లీవ్ అడిగావు కదా రేపు శాంక్షన్ చేస్తున్నాను నువ్వు ఆఫీస్కి రావద్దు నీ డ్రెస్ మాత్రం పంపించుతాను థ్యాంక్ యూ సార్ అలా బుల్లి పిల్లి కట్టి వేసుకుని చూడకండి మరి మార్గం లేదు మరి అయినా మరి ప్యూనా ప్యూన్ అయితేనే మీరు ఇక్కడ ఉండగలరు మీ హెల్ప్ తో వాళ్ళని డీల్ చేసి బాగా ఇంప్రెస్ చేసి మనతో టైప్ ఐడెడ్ చేస్తా కానీ అలా చెయ్యాలి అంటే బిల్డప్ ఇవ్వాలి స్టెనోగ్రాఫర్ని ఒకటి పర్సనల్ సెక్రటరీగా పెట్టుకోవాలి షో చెయ్యాలి అప్పటికి కానీ మన మీద వాళ్ళకి మంచి ఇంప్రెషన్ కలగదు ఇప్పుడున్న రిసెప్షనిస్ట్ కే పని లేదు మళ్ళీ ఇప్పుడు ఇంకో స్టెనోగ్రాఫర్ ఎందుకు సార్ ఒక యంగ్ అండ్ డైనమిక్ స్టెనోలు పెట్టుకున్నాం అనుకోండి స్టాఫ్ పెరుగుతుంది ఆఫీసు కలకలాడుతుంటుంది అయినా ఇప్పటికిప్పుడు స్టెనో అంటే ఎక్కడి నుంచి తీసుకురాగలమయ్యా మీరు ఎందుకండి హైరాణ పడుతున్నారు నేను ఒక్క ఫోన్ కాల్ కొట్టాను అంటే స్టెనో రెడీ ఏంటో అంతా నీ అరచేతిలోనే ఉన్నట్టు మాట్లాడతావు నువ్వు మీరు నిశ్చింతగా ఉండండి ఈ దెబ్బతో మీకు ప్రమోషన్ ఖాయం ఆ, బానే ఉంది కానీ ఒకే ఒక చిన్ని ప్రాబ్లం ఏంటది అబ్బాయి ఏమీ లేదు సార్ ఈ అంబుజనాభం అన్న పేరు మరి చందాలంగా అమృతరావు కొంచెం పెద్ద మనిషి తరహాగా ఉందేమో నా డౌట్ ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను పేరు మార్చుకోమంటావా అబ్బే ఎందుకు సార్ మీ పేరులో చిన్న మార్పు చేద్దాం అంతే ఏం చేస్తావు సార్ నేను చూసుకుంటాను సార్ ఈ అంబు జనాభాన్ని వాళ్ళకి పరిచయం చేసుకుంటాను కదా చీ చీ చీ ఈ కూడా నేనే చదువుకో బోర్డులు ఎవరైనా తెరబెట్టారు ఇదిగో దీప దాంతో ఆడుకోవడం కాదు కాళ్ళ మీద వచ్చే వచ్చేవాళ్ళు ఎవరు తెలుసా బెన్సన్ డికెన్స్ వాళ్ళు పద్ధతిగా ఇంగ్లీష్లోనే మాట్లాడు ఓకే నువ్వేండి మొక్క కాదు మరి గడ్డ గీసుకోవచ్చుగా ఫ్యాషన్ జీతాలకి అన్ని గొరిగించుకొస్తారు సార్ మీకు దండం పెడతాను ఈ ఒక్కరోజు నేను ముక్కులో వెళ్తే ప్లీజ్ వెళ్ళి కూర్చోండి నువ్వేంటయ్యా మిడిగుట్లు వేసుకుని కాకి తినపోతున్నా చూడితే కాస్త పనులు హెల్ప్ చేయొచ్చు కదా చే ఏం మనిషివయ్యా పర్సనాలిటీ సార్ మీరా క్షమించండి సార్ ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూసి ఫ్యూన్ మురళీగాడేమో అనుకున్నాను టేబుల్ సర్దడం కూడా రాదు నీకు <laughs> ఏంటి నవ్వుతావే ఈ డ్రెస్ మీకు భలే సూట్ అయింది సార్ సూట్ అయిందా అంటే నీ ఉద్దేశం నన్ను ప్యూన్ గా ఉండిపోమనా నా ఉద్దేశం అది సార్ మీరు ఈ డ్రెస్ లో పరమ చండాలంగా ఉంటారనుకున్నాను సార్ కానీ డ్రెస్ మీరు చాలా బాగున్నారు ఏ మాట కామాట మీరు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఏం సరే నువ్వేంటి ఇలా రిసెప్షన్ పెళ్లి కొడుకులా తయారయ్యావు కరెక్ట్ గా చెప్పారు సార్ నా పెళ్ళికిది మా అత్తగారు పెట్టారు సార్ అయినా అమెరికాలో అందరూ నాలో సూట్ వేసుకుంటారండి మీలో ఎవరు సఫర్ చేసుకోరు ఇదిగో నా పర్సనల్ టెస్ట్ గురించి నీకు ఎందుకయ్యా ఇంకోసారి అడ్రస్ గురించి మాట్లాడుకో సారీ సార్ సారీ సరే గాని స్టెనోగ్రాఫర్ ఎవరన్నా పెడతా ఉన్నావు ఏది తయారవుతుందా సార్ మోడర్న్ గా ఉండాలంటే తయారవ్వాలి కదా సార్ తయారవడానికి ఇదేమన్నా ఫ్యాషన్ పీరియడా మాట్లాడమే హలో స్టెనోగ్రాఫర్ తీసుకొస్తాను మీ ఆవిడని తీసుకొచ్చేవేంటయ్యా కూల్ డౌన్ ప్లీజ్ నాటకం రక్తి కట్టాలి అంటే సొంత మనిషి అవసరం పైగా తనకి పేమెంట్ అక్కర్లేదు ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతుందంట పిక్నిక్ లా ఉంటుందని నేనే తీసుకొచ్చాను మళ్ళీ ఏదో గొడవలో తెచ్చిపోతున్నావు నువ్వు నన్ను నేను ఎక్కడ కూర్చోవాలమ్మ ఇక్కడ కూర్చోమా అక్కడ నేను ఒప్పుకోను ప్లీజ్ అమృతరావు అమృతరావు ఏంటిది ఇక్కడ కదా అక్కడ కూర్చో ఇక్కడ కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా అక్కడ కూర్చోబెట్టావు ఈ రిమోట్ బాగుంది ఈ టీవీలో జెమిని వస్తుందా ఈ టీవీలో జెమినీ ఎప్పటికీ రావు ఈ టీవీ జెమినీ టీవీ వదిలిపెట్టు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా వేనొచ్చు వేణా వేణకి కంప్యూటర్ కి సంబంధం ఏముంది అమృతం ఉంది సార్ వేణైనా కంప్యూటర్ అయినా వాయించేది ఫింగర్స్ తోనే కదా అమృతరావు సార్ మీరు అలా బీపీ తెచ్చుకోకండి ప్రాబ్లం ఏమో లేకుండా నేను సాల్వ్ చేస్తాను చెప్తున్నాను కదా మేము నువ్వేదో నొక్కుతున్నా ఏదో నొక్కాలా అమృతం నీకు కొంచెం అయినా కామన్ సెన్స్ ఉందా సెన్స్ అక్కర్లేదండి డీసెన్స్ ఉంటే చాలు మిస్టర్ ఫ్యూన్ పెన్సిల్ డికెన్స్ వాళ్ళు వచ్చారు కొంచెం డీసెంట్ గా behave welcome sir we are administrative officers from Benson and Dickens youngsters అన్నాడు anyhow very nice meeting you I am Ambi ఫ్రమ్ ధూబి ధూబియా యా నా పేరు అప్పారావు వీరి పేరు సుబ్బారావు అంబి ఏంటి అంబుజనాభం ఫ్రమ్ ధూపగుంట అంబుజనాభం ధూపగుంట అమృతం అవన్నీ ఇప్పుడు అంత అవసరమా అయినా యంగ్స్టర్స్ వస్తాన్నావు నన్ను ఇలా మోసం చేస్తావా సార్ ఎప్పట్లాగే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అమృతం ఇతనెవరు బా ప్యూన్ బఫూనా ఆ ప్యూన్ మురళి గారు అయితే అలా మీద మీదకి వచ్చి మాట్లాడాలా మీ గురించే మీకు కాఫీ కావాలా కూల్ డ్రింక్ కావాలా అని చెవులు కొనుక్కుతున్నారు మరి మొహం ఎందుకు అలా పెట్టాడు మాడు ముఖం ఆడి ముఖం ఎప్పుడు అంతే అలా మిర్రి మిర్రి చూడకుండా వెళ్ళి ఆ పచ్చని చెట్టు దగ్గర నుంచో రండి సార్ వెల్ ఇప్పుడు నేను మీకు మా స్టాఫ్ని పరిచయం చేస్తాను ఈయన ఏంటి ఈ సీట్ ఖాళీగా ఉంది ఇక్కడున్న పర్సన్ లీవ్లో ఉన్నారా కాదు సార్ మా అసిస్టెంట్ మేనేజర్ మిస్టర్ అమృతరావు ఈ రోజు లీవ్ ఏం పెట్టలేదు సార్ ఇలా లీవ్ పెట్టకుండా ఆయన ఆబ్సెంట్ అయ్యాడు అంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు సార్ ఒక మహాశక్తి ఊర్లో ఉన్న సమస్యలన్నీ ఆయనవే అంతేకాదు సంఘసేవ కూడా చాలా ఎక్కువ చేస్తాను ఆయన లేకపోతే నేను లేను ఆ మాటకొస్తే అసలు ఈ ఆఫీసే లేదు ఆయన ఈ ఆఫీస్కే ఒక రైట్ హ్యాండ్ కాదు కాదు లెఫ్ట్ గుండె ఆ, బహుశా ఆయన ఇప్పుడు టైం అయింది పన్నెండు అయింది పన్నెండు అయిందా అయితే ఏ సీఎం కో గవర్నర్ కో సలహాలు ఇస్తుంటాడు పేరు అమృతరావు మర్చిపోవద్దు ఇప్పుడు మీకు మా స్టెనోని పరిచయం చేస్తాను రండి సార్ ఆ ఈవిడ సారీ సార్ మిస్ మేరీ నూట నలభై రెండు లక్షలు కొడుతుంది నా personal steno and computer operator Bill Gates దగ్గర కంప్యూటర్ పాఠాలు నేర్చుకుంది బిల్ గేట్స్ అదే బిల్వమంగళం గటేష్ అని గొప్ప కంప్యూటర్ శాస్త్రవేత్త చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంది ఈవిడ ఇక్కడ చేయటం మన అదృష్టం గుడ్డిదల్లా ఉంటుంది కానీ గుడ్డిది కాదు వర్క్ లో చాలా ఫాస్ట్ మన అదృష్టమే కరెంట్ పోయింది ఫ్యాన్ తిరుగుతుంది కదమ్మో అది జనరేటర్ మీద తిరుగుతుంది అర్థమైంది పని కంటే పర్సనల్ సుఖం ఎక్కువైంది మా స్టాఫ్ తర్వాత పరిచయం చేస్తాను నా క్యాబిన్లోకి వెళ్తాం అక్కడ ఏసీ కూడా ఉంటుంది మీరు పదండి మీరు పదని చెప్తాను మిస్ మేరీ ఫాలో మీ రేపు నువ్వు కూడా రండి సార్ జాగ్రత్త సార్ మార్బుల్ స్లిప్ అవుతుంది please please take your seats well Miss Mary please come hue sir coffee టీలు ఏమన్నా ఇంకా పనే మొదలు పెట్టలేదయ్యా అప్పుడే కాఫీ టీలేంటి వెళ్ళ చెప్పారు కదా మీరెళ్ళి కూర్చోండి ప్యూన్ గారు చూస్తుంటే మీ ప్యూన్కి మీరు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నట్టున్నారే నేను ఒక్కడే ఇవ్వటం కాదు సార్ ఈ ఆఫీస్లో స్టాఫ్ అంతా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే ఆయనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు ఆయన సర్వీస్ ఐ థింక్ ఓ నూట యాభై ఏళ్ళు అదే కొంచెం ఎక్కువ సర్వీస్ చేశాడు కదా అని ఎక్కువ చెప్పాను అనమాట మీ ఆఫీస్ ఫైల్స్ లిస్ట్ లేవండి మీరే టేబుల్ ఆఖరి లాగు లాగాను అందులో ఎల్లో కవర్ ఫైల్ తీసాను అందులో నాలుగో పేజీలో మన ఫైల్ లిస్ట్ ఉంది చూస్తాం సార్ ఒకటి రెండు మూడు కాగితాన్ని చింపిస్తావో అమృతం అసలు నీకు సెన్స్ ఉందా మేడం ఈ డిక్టేషన్ చేసిన ఫైల్స్ అన్ని తెప్పించండి ఓ సార్ నేను రమేష్ని రమేష్ సార్ చెప్పండి ఆ files eleven thirteen fourteen sir sixteen seventeen తీసురా ఓకే సార్ ఆఫీస్ కి ఇమేజ్ వచ్చావా అబ్బే చాలా కాలం అయింది సార్ ఓహో ఎక్స్క్యూజ్ మీ వచ్చేసినాయి ఇదిగోండి తీసుకెళ్ళి అక్కడ మేడం కంపెనీ బ్యాలెన్స్ షీట్ తెప్పించండి ఊరా గడ్డం నువ్వు వెళ్ళి కంపెనీ బ్యాలెన్స్ షీట్లు తీసుకురా విన్నాగా అరువు సూట్ వేసుకొచ్చి మరీ విడిగా చెప్పాలా చేస్తాను సార్ ఓకే పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని అరువు సూట్ ఒకటి వేసుకొచ్చి తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నాడు ఆహా ముక్కులో ఏలు తీసి బ్యాలెన్స్ షీట్ ఫైల్ ఇవ్వండి ఏ బ్యాలెన్స్ షీట్ ఈ సంవత్సరందే అది కూడా తెలియదు లోపల ఆడు చంపుతున్నాడు ఇక్కడ మీరు చంపుతున్నారు ఇవ్వండి చూసిన చాలు వాళ్ళు చూస్తున్నారే ఇంటికి వర్క్ సంగతి ఎలాగో తెలియదని అర్థమైపోయింది అవునండి స్టాఫ్ మీద కంట్రోల్ కూడా లేదా మీకు ఫ్రెండ్ కదండి కొంచెం అలవాట్లో పొరపాటు సార్ బ్యాలెన్స్ షీట్ ఓకే ఉంటాం సార్ పబ్లిసిటీ దగ్గర నీళ్ళని రాశారు అంటే పబ్లిసిటీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదా మీరు చేద్దాం అనుకుంటున్నామండి కానీ లేకపోతే పబ్లిసిటీ అక్కర్లేదు అనుకున్నారా పబ్లిసిటీ చేద్దామని అనుకుంటున్నాం సార్ ఎప్పుడు యాజ్ ఇర్లీ యాజ్ పాసిబుల్ అది కోటితోనూ మూడు నాలుగు కోట్లతోనూ చేస్తాం నాలుగు కోట్ల స్టాక్ ఎంత ఉంది ఎన్- అది మా సెక్షన్ మేనేజర్ స్వామినాథన్ తెలుస్తుంది ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు ప్యాకెట్లు స్మాల్ లార్జ్ కలిపి మీ మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఎవరు లకోటి అండ్ కంపెనీ సికింద్రాబాద్ ఈ సంవత్సరం మీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత నన్న నాలుగు లక్షల యాభై వేల మూడు వందల నలభై రూపాయల యాభై పైసలు ప్రాఫిట్ కాదు లాస్ అంతే ఉంటుంది మీ స్టాకు గోడౌన్ చూపించండి ఆ, అలాగే సార్ రండి వెళ్దాం నువ్వు ఇక్కడ ఆగవయ్యా నువ్వు రావయ్యా ఆ, మిస్ మేరీ యా. నేను డిక్టేషన్ చెప్తాను నువ్వు రాసుకో మరి నాకు షార్ట్ హ్యాండ్ రాదే నాకు లాంగ్ హెడ్ ఉంది యా Um, uh, ఏమిటిది టైపిస్ట్ రేపిస్టువా కాదు పాపిస్ట్ సార్ సర్వనాశనం అయిపోయింది అమృతరావు నీకు అసలు బుద్ధి ఉందా పరమ చెత్త ఐడియా ఇచ్చి మొత్తం అంతా సర్వనాశనం చేశావు యథాతంగా సమాధానాలని చెప్పావు పైగా నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి నా క్యాబిన్ నీ బెడ్రూమ్ చేసుకుని సరసాలాడతావా నీకు అసలు సిగ్గుందా పైగా ఎదో ఒక వేసుకుని ఆ నవ్వు ఒకటే మీకు ఒక గుడ్ న్యూస్ ఇప్పుడే మన హెడ్ ఆఫీస్ వాళ్ళు ఫ్రెష్ గా మీకు ఒక ఫ్యాక్స్ మెసేజ్ పంపించారు బయట నేను ఒక లైన్ చదివాను సార్ సంతోషం ఆపుకోలేక లోపలికి వచ్చాను మొత్తం చదివానంటే మీరు తబ్బి ఉబ్బిపోతారు చదువుతున్నాను వినండి బెన్సన్ అండ్ డికెన్స్ వాళ్ళు మన కంపెనీతో టైప్ ఒప్పుకున్నారు వాళ్ళకి మన కంపెనీ పనితీరు మేనేజ్మెంట్ చాలా బాగా నచ్చినాయి సార్ మన పంట పండింది నాకు స్పెషల్ గా గ్రాంట్ ఇప్పించండి మన స్టాఫ్ అందరి చేతుల్లోనూ స్వీట్లు పెట్టి సూట్లు గుర్తించండి వారం రోజులు స్కూల్ పిల్లలకి సెలవు ఇప్పించండి గ్రామ గ్రామాన్న ఉత్సవాలు చేయించండి గ్రాండ్ కాకతీయలో పార్టీ ఏర్పాటు చేయండి దానికి స్పెషల్ గెస్ట్ గా అరవింద్ గారిని రప్పించి చిరంజీవి గారిని రప్పించండి అదే చేత్తో నరో చంద్రబాబు నాయుడు గారిని జన్మభూమి కార్యక్రమం ఉందని చెప్పి ఆ పార్టీకి రప్పించండి అసెంబ్లీని రద్దు చేయండి పార్లమెంట్ నిద్ర లేపండి మన దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని పాకిస్తాన్ సైడ్ పెట్టండి సరే జహోసియా ఇవన్నీ చేయటానికి మీకు అధికారం లేదని ఆఖరి లైన్ లో రాసింది ఏం రాశారా చదువు నేను చదవలేను మీరే చదువుకోండి బెన్సన్ అండ్ డికెన్స్ వాళ్ళు మన కంపెనీతో టైఅప్ కొప్పుకున్నారు వాళ్ళకి మన కంపెనీ పనితీరు మేనేజ్మెంట్ బాగా నచ్చినాయి కానీ అంబీ ఫ్రమ్ దూబి అనే అంబుజనాభంని మేనేజర్ గా శుద్ధ వేస్ట్ అని బెన్సన్ అండ్ డికెన్స్ వాళ్ళు పేర్కొన్నందున వాళ్ళ సూచన అనుసరించి అతను ప్యూన్ గా డిమోట్ చేస్తూ సర్వజ్ఞుడైన ప్యూన్ మురళిని మేనేజర్ గా ప్రమోట్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాం నేను ప్యూనా మురళి గారు మేనేజర్ అమ్రా